అందరికి దర్గాకు నేను Rajesh Mahasena welcome to Mahasena media Paschimagodavari జిల్లా తాడేపల్లిగూడెంలో తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు భారతరత్నాలకి తీవ్రమైన అవమానం జరిగిందండి ఈ స్కూల్లో అంటే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకి ఒక్కోసారి బుర్ర పని ఏంటో నాకైతే అర్థం కాదు ఒక్కొక్కరికి అందరినీ అనట్లేదు ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని కళ్ళు దుబ్బయా ఉన్నాయా నాకు తెలియదు బుర్ర ఉందా పోయిందో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ వరుసగా కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి జాగ్రత్తగా ఆ చివరి నేను చూస్తే భారతరత్న మదర్ తెరీసా గారి విగ్రహం భారతరత్న నెహ్రూ గారు అనుకుంటే అంటే కొంచెం క్లారిటీ లేదు నెహ్రూ గారా లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారా అనే అనుమానం ఉంది కానీ నాకు తెలిసి నెహ్రూ గారే ఈయన కూడా భారతరత్న నెహ్రూ గారు రెండు దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు ఓకే మంచిదే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీని తర్వాత భారతరత్న సర్వపల్లి రాధాకృష్ణ గారు అనుకుంటా ఆయన కూడా భారతరత్నే నలుగురు భారతరత్నాల విగ్రహాలు పెట్టారు చాలా మంచి ఉద్దేశంతో చాలా మంచిది ఎందుకంటే పిల్లలకి అలాంటి భారతరత్నాలు చూస్తే వా వాళ్ళకిలాగా మనం గొప్పవాళ్ళు అవ్వాలి వాళ్ళకిలాగా మంచి పనులు చేయాలనే ఆలోచన కలుగుతుందని పెట్టారు అక్కడ దాకా మంచి చేశారు తర్వాత ఈ షెల్టర్లు కట్టారు అంటే రక్షణ కవచాలు ఏమైనా పక్షులు పాడు చేయకుండా లేకపోతే ఎవరైనా వచ్చి ఎరగొట్టకుండా ఏదో మొత్తానికి ఈ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు ఒకవేళ నిజంగా డబ్బులు సరిపోలేదు అనుకుందాం అన్ని విగ్రహాలకి ఏర్పాటు చేయడానికి వరుసగా ఒకటి రెండు మూడు పెట్టిన తర్వాత ఈ మూడింటికి పెట్టలేదు అనుకో అరే పాపం బడ్జెట్ సరిపోలేదు అనుకుంటాం లేదు డబ్బులు ఉండి కూడా ఒక విగ్రహాన్ని ఫస్ట్ విగ్రహాన్ని పెట్టలేదు రెండో దానికి పెట్టారు మూడు పెట్టారు నాలుగు పెట్టారు మళ్ళీ ఐదు పెట్టలేదు మళ్ళీ ఆరు పెట్టారు మరి మీరు తినేది అన్నమా లేకపోతే గడ్డ అని అడుగుతున్నాను నేను ఈ పెట్టిన ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఎవడైతే ఉన్నాడో అతన్ని నేను ప్రశ్నిస్తున్నాను నీకు అసలు బుర్ర పనిచేస్తే నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను ఏ వీళ్ళిద్దరికి ఇద్దరు భారతరత్నాలకు ఏర్పాటు చేసావు ఏ ఇంకో ఇద్దరు భారతరత్నాలు ఎందుకు గాలి కుదిలేసావు నువ్వు రేపు ఉదయం నేను ఇప్పుడే పిలుపునిస్తున్నాను రేపు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్న మహాసేన యోధులందరూ రేపు నెలల కల్లా ఇక్కడికి వెళ్ళండి వెళ్ళి ఇలాంటి షెల్టర్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు అక్కడే నిలబడి నాకు కాల్ చేయండి ఆ డబ్బులు మా సైడ్ నుంచి మేము ఏర్పాటు చేస్తాం ఇమీడియట్గా మదర్ తెరిసా గారి విగ్రహానికి ఈ ఈ భారతదేశానికి తలరాత రాసి దశ దిశ మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి షెల్టర్లు ఏర్పాటు చేయండి మా సైడ్ నుంచి లేదు ఈ లోపల వచ్చి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఈ స్కూల్ ఎవరో చైర్మన్ కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తే ఓకే లేదా మేము ఏర్పాటు చేస్తాం మీరు చూస్తూ ఉండండి అంబేద్కర్ గారు వెళ్ళినప్పుడు చాలా మంది అనుకోవచ్చు చాలా చిన్న విషయమే కదా దీనికి ఎందుకు రాయేష్ ఎంత మాట్లాడుతున్నాడని నేను నేను చూసానంటే అర్థమైపోయింది ఇందులో అంత తప్పు ఉందో ఈ స్కూల్లో అందరూ పిల్లలు చదువుతారు చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ ఇలా ఏర్పాటు చేసిన ఈ షెల్టర్ల మధ్యలో ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు ఏమో అని అనుకుంటారు కదా పిల్లలు ఆ పిల్లలకి ఏం బోధిస్తున్నారా మీరు నాకు అర్థం కాదు ఇక్కడే సమానత్వం పాటించట్లేదు ఎదవల్లారా మళ్ళీ మీరు పాఠాలు చెప్పే ఎదవలు మళ్ళీ పాఠాలు చెప్పే ఎదవల ఏమిటి సమానత్వం పాటించకపోతే స్కూల్లో పిల్లలందరినీ సమానంగా చూస్తున్నారా మీరు ఎదవల్లారా పౌరంబోకి ఎదవల్లారా పనికి మళ్ళీ ఎదవలరా ఏదైనా సమానత్వం ఏదిరా ఇంకా బండపూతులు వస్తున్నారు కొజ్జాలు అంజోడకల్లారా అంబేద్కర్ విగ్రహానికి మీరు మదర్ తెరిసే విగ్రహానికి మీరు అవమానం చేశారు ఎస్పెషల్లీ అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేశారు నా కొడకల్లారా మీ మీద నేను కేసు పెడతాను ఆయన కొడకల్లారా ఎవడు అడిగేవాడు లేకపోతే మీ ఇష్టారాజ్యం రా ఇమ్మీడియట్గా రేపు ఎనిమిదిన్నర కల్లా మహాసేన సైన్యం అక్కడ ఉంటుంది వీళ్ళకి మేము ఏర్పాటు చేసుకుంటాం మీరు చూస్తూ ఉండండి లేదా మీరు ఏర్పాటు చేయండి మీ మీద మీరు ఏర్పాటు చేసిన చేయకుండా మేమేమే కేసు రా ఎవడైతే హెచ్ఎం ఉన్నాడో ఆ హెచ్ఎం పనికి మీద నేను కేసు పెడతాను దీనికి జయమన్ అని కూడా ఎవడో ఉంటాడు కదా వాడి మీద కూడా నేను కేసు పెడతాను ఇది కూడా మళ్ళీ ఆ కేసు ఎంత ఎంత పటిష్టంగా పెడతానో కూడా మీరు చూద్దరిగానే ఉండండి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సరే ఇలా అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేయాలంటే ఒక్కొక్కడికి పడేలా చేయకపోతే ఖచ్చితంగా రేపు మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందులో కల మహాసనంలో వెళ్ళండి ఏర్పాటు చేయండి అలాంటిది కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఏదో సంక్రాచారంలో ఉన్నాయి కాబట్టి అక్కడ పరిమాణంలో హెడ్ మాస్టర్ ఉండకపోయి ఉండొచ్చు ఆ పనికిమాలలో లేకపోయినా మీరు ఏర్పాటు చేయండి ఆ పనికిమాలలోని కాళ్ళు పట్టుకుని పోలీస్ స్టేషన్కి ఏడిపించేలాగా నేను చేస్తాను జై భీం జై భారత్ జై మహాశాన్